ముఖ్యం నేను ఒక స్త్రీలో కేవలం అందమే చూస్తాను నేను హృదయం చూడను అది నా నా సెన్సిబిలిటీ అది ఎందుకు చూస్తారు అంటే దానికి అసలు మీరు చూసిన దాంట్లో తప్పలేదు ఇప్పుడు మీరు అన్న దాంట్లో రెండే చెప్తాం అందం అనేది శాశ్వతంగా ఉండదు అనేది బతుకున్నంత ఉంది మీకు డైలీ చేంజ్ ఎందుకు పనికిరాంది బతుకున్నంత కాలం ఉంటే ఏం చేసుకుంటుందండి ఇది మాత్రం కూడా ఉండదు కదా ఒక్కరోజు మొత్తం అన్ని మొత్తం లైఫ్ అంత ఆనందం ఇచ్చేది ఏముండదు లేదు ఉండదు అది నాకు ఇప్పుడు ఇప్పుడు ఈ నిమిషం ఆనందం కోసం ఊరికే ఈ ఆనందం కూడా లేకుండా బతకను అది అట్లీస్ట్ తాత్కాలికంగా ఉంది అక్కడ ఏమీ లేదు